hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates మేకపాటికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా ఇప్పుడు ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి బస్టాండ్ దగ్గర ఎంత ఓవర్ యాక్షన్ చేశారో అందరూ చూసింది దాదాపు రెండు గంటల పాటు వైసీపీ నేతలను పదే పదే రెచ్చగొట్టి గోలగోలు చేశారు తన ముందుకు వస్తే తన కెపాసిటీ అంటూ చూపిస్తానంటూ రోడ్డుపైన కూర్చోవేసుకొని కూర్చున్నారు పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకోబట్టి సరిపోయింది లేకపోతే ఎమ్మెల్యేకి పెద్ద సమస్య వచ్చేది మేకపాటిది ఓవర్ యాక్షన్ అని ఎందుకు అనడం అంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఉదయం గుండెపోటు వచ్చింది ఇంట్లో ఉండగానే సస్పెండెడ్గా ఎమ్మెల్యేకి బాగా సఫోకేషన్ మొదలైంది వెంటనే కుటుంబ సభ్యులు డాక్టర్లను పిలిపించారు పరీక్షించిన వైద్యులు స్వల్పంగా గుండెపోటు వచ్చిందని తేల్చారు ఈ నెల ముప్పైవ తేదీ సాయంత్రం వైసీపీ నేతలను రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోకపోయి ఉంటే ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఎమ్మెల్యేకి గుండెపోటు వచ్చేది కాదేమో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైకి తరలిస్తున్నారు ఇక్కడ గమనించాల్సింది ఏమంటే పోయిన నెలలోనే ఎమ్మెల్యేకి హార్ట్ అటాక్ వచ్చింది ఆసుపత్రిలో చేరగా డాక్టర్లు పరీక్షించి రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు గుర్తించి ఆపరేషన్ చేశారు అంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రిలో చేరారు అప్పుడు పరీక్షించిన డాక్టర్లు మేకపాటికి స్టంట్లు వేశారు అంటే ఇప్పటికీ మేకపాటికి గుండెపోటు రావడం ఇది మూడవసారి ఇంత తీవ్రమైన హార్ట్ ప్రాబ్లమ్స్ పెట్టుకున్న ఎమ్మెల్యే ఎవరితో పడితే వాళ్ళతో గొడవలకు దిగడం అవసరమా గుండె సమస్యలే కాదు హై బీపీ షుగర్ కూడా ఉందేట వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చేది లేదని చెప్పిన దగ్గర నుండి జగన్పై నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అరవై ఆరు సంవత్సరాల వయసులో ఆయనకు ఈ గొడవలు అవసరమా ఎప్పుడేమవుతుందో తెలియని గుండె సమస్యలు పెట్టుకుని ఏం సాధిద్దామని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు జగన్ చెప్పినట్లు వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ టికెట్ తీసుకోవడానికి మేకపాటి అంగీకరించి ఉంటే ఇప్పుడు ఈ గొడవలే ఉండేవి కావు జగన్ నోటుకొచ్చింది మాట్లాడడం నేతలపై తొడలు కొట్టడం అంతా చూస్తూ ఉంటే మేకపాటి ఓవరాక్షన్ చేస్తున్నారనే అనిపిస్తోంది